అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక డిఎస్సి కూడా ప్రకటించలేదు రాష్ట్రంలో ఇరవై వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అందువల్ల మొదటి డిఎస్సిని ఇప్పటికైనా ప్రకటించండి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అలాగే డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని మీ ద్వారా